<clears throat> ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మకర రాశి వారికి శత్రుపీడ బాగా వేధిస్తుందా మకర రాశి వారికి సెప్టెంబర్ పదవ తారీఖు నుంచి అక్టోబర్ వరకు ఎలా ఉండబోతుంది ఇప్పటి వరకు కూడా ఏలినాటి శని ప్రభావము ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క బలము చేత మకర రాశి వారికి చిన్న చిన్న చికాకులు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఆ శనీశ్వరుడు వారికి ఇచ్చారు ఆ గురుబలం చేత ఈ యొక్క తొమ్మిది పదవ తారీఖు నుంచి గురువు కుంభరాశిలోకి వెళ్ళటం చేత ఇక్కడ రాహుకేతువుల యొక్క ఇబ్బందితో మకర రాశి వారికి సెప్టెంబర్ నెల పదవ తారీఖు నుంచి అక్టోబర్ నెల వరకు కూడా కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాలి శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది డబ్బులు వచ్చినప్పటికీ కూడా అధికంగా ఖర్చులు అవుతాయి మకర రాశి వారితో పార్ట్నర్షిప్ బిజినెస్లు ఎవరైనా చేస్తున్నప్పటికీ చిన్న చిన్న విభేదాలు తలస్తాయి జీవిత పార్ట్నర్తో కూడా తరచు ఏదో ఒక చిన్న <clears throat> గొడవలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మకర రాశి వారు పాటించవలసిన నియమాలు ఏమిటి ఈ సెప్టెంబర్ పదో తారీఖు నుంచి అక్టోబర్ నెల వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆనందమైన జీవితం గడపాలి అంటే కేవలం వీళ్ళు పాటించవలసింది ఒకటే నన్ను కాదు అని పట్టించుకోకుండా ఏ విషయాన్ని కూడా పెద్దగా ఆలోచించకుండా టేక్ ఇట్ ఈజీ పాలసీతో నడుచుకున్నట్లయితే జీవిత పార్ట్నర్తో కానీ అలాగే మన బిజినెస్ పార్ట్నర్తో కానీ ఎటువంటి విభేదాలు లేకుండా ఆనందమైన జీవితాన్ని గడుపుతారు బిజినెస్లో కొంచెం ఆటుపోట్లు తలెత్తుతూ ఉంటాయి ధైర్యం అనేది బాగా ఉండాలి మీరు ఎక్కువగా శనీశ్వరుడి జపం ఎక్కువ చేయండి అలాగే రాహుకాలంలో అమ్మవారి యొక్క గుడిలో నిమ్మడొప్పలలో దీపారాధన చేయండి ఆదివారం రాహుకాల సమయంలో అమ్మవారి గుడిలో నిమ్మడొప్పలలో మూడు నూనెలతో గనక దీపారాధన చేసినట్లయితే కేవలం నెలలో నాలుగు ఆదివారాలు మీకు మంచి ఫలితాలు కలిగి తీరుతాయి ముఖ్యంగా మకర రాశి వారు ఎవరిని నమ్మినా కూడా మనకి ఇబ్బందులు తలెత్తుతాయి కొంచెం జాగ్రత్తలై జాగరూపులై ఉండాలి మకర రాశి వారికి ముఖ్యంగా చెప్పవలసింది ప్రతి శనివారం కూడా శనీశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి ఎక్కువగా ఆవాల నూనెతో నువ్వుల నూనెతో అభిషేకాలు ప్రతి శనివారం ఈ నెల వచ్చే నెల కూడా చేసినట్లయితే మంచి శుభ ఫలితాన్ని చూసి తీరుతారు మేము చెప్పిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే జేకేఆర్ జైన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి